మన ముఖ్యమంత్రి మన ప్రియతమ హాఫ్ టికెట్ గారు పేద ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన భారతదేశంలోనే అందరికన్నా తక్కువ డబ్బులు కష్టాల్లో ఉన్న ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎక్స్క్లూజివ్గా ఆయన కోసం పెట్టడం జరిగింది శాలరీ తీసుకోడు ఒక్క రూపాయో అది కూడా తీసుకుంటున్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి జీతం తీసుకోవటం లేదు ఇంట్లో చాలా కష్టంగా ఉంది తాడేపల్లి ప్యాలెస్లో పొద్దున ఉప్మా మధ్యాహ్నం ఉప్మా రాత్రి అంత జావ తాగుతున్నారు పాపం ఈరోజు నేను అడుగుతున్నా ఏమాయా ఆడాడో బాపట్లోకి పోయి ఏదేదో బాగా నిన్న అవినీతికి తావు లేకుండా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు నేను చాలా మంచోండి ఆమె గుడ్ బాయ్ చాలా మంచోండి అని చెప్పావు అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు పిచ్చోళ్ళు చప్పట్లు తట్టారు నాకు అర్థం కాల సరే ఒక విషయం నువ్వు డబ్బులు తీసుకోవు నువ్వు అవినీతి చేయటంలా నీకు కొంప కూడా లేదు తాడేపల్లి ప్యాలెస్ కొంప కూడా నాది కాదన్నావు సరే నీ కొంప కూడా నీది కాదు రైట్ వేరే వాళ్ళది ఊరికే ఇచ్చారనుకుంటున్నావు నీకు సాక్షి పేపర్ కూడా నాది కాదన్నావు నీది కాదు సాక్షి పేపరు సాక్షి పేపర్ నీది కాదు అని నేను చెప్తున్నా అది వాస్తవమే కదా నువ్వు చెప్పింది సాక్షి పేపర్ నీదెలా ఉంది ఈరోజు ఆ సాక్షి పేపర్ నడిపే నీ భార్య నీ పెళ్ళం అవునా కాదా అని అడుగుతున్నాం హూ డస్ సాక్షి పేపర్ బిలాంగ్ టు డస్ ఇట్ నాట్ బిలాంగ్ టు వైఎస్ భారతిరెడ్డి ఈజ్ నాట్ వైఎస్ భారతిరెడ్డి యువర్ వైఫ్ ఆమె నీ పెళ్ళామా కాదా అని అడుగుతున్నా సరే నీకు సాక్షి పేపర్తో సంబంధం లేదన్నావు కదా ఫైన్ కానీ మేము రెండు మూడు క్వశ్చన్లు అడుగుతున్నాం ఏమయ్యా సాక్షి పేపర్ సర్క్యులేషన్ కోసం సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచేదాని కోసం వాలంటీర్లకి మూడు లక్షల పేపర్లు మీరు తీసుకోవాలని మావిచ్చే ట్యాక్సులతో మేమిచ్చే మేము కట్టే కిస్తులతో నువ్వు ఇచ్చేవా లేదని అడుగుతున్నావు త్రీ ల్యాక్ పేపర్స్ అంటే మూడు లక్షల రూపాయల సర్క్యులేషన్ నువ్వు పెంచావా లేదా ఎందుకు పెంచావు నీ పెళ్ళం కళ్ళల్లో ఆనందం చూసేదానికి పెంచావా ఆమె మొహంలో ఒక చిరునవ్వు చూసేదానికి పెంచావా అని అడుగుతున్నాం నీకు సంబంధం లేనప్పుడు కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో నీ పేపర్ ఉండాలి కార్పొరేషన్లో పనిచేసే హెల్త్ ఆఫీసర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి టీ బంకు పోయి సాక్షి పేపర్ కొనండి సాక్షి పేపర్ కొనండి మా యొక్క పేపర్ కొనండి మా యొక్క పేపర్ కొనండి మా అన్నకు సంబంధం లేదు ఈ పేపర్తో ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం సాక్షి పేపర్ సరే వంద కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ సంవత్సరానికి ఏ పేపర్కైనా ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నాం సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చావే ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నీ పెళ్ళాము మొహంలో చిరునవ్వు కోసమా నీ పెళ్ళాము అలగద్దని చెప్పి భయపడి ఇచ్చావా అని అడుగుతున్నాం వై ఐదు వందల కోట్లు మిగతా పేపర్లకి నీకు యాంటీగా రాసే పేపర్లకి దేనికి కూడా నువ్వు అడ్వర్టైజ్మెంట్ లేవు కానీ ఒక సాక్షి పేపర్కి మాత్రం నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు ఈరోజు అడుగుతున్నాం నువ్వు అంటుంటావు కదా ఈటీవీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ల గురించి నువ్వు చెప్తా ఉంటావు అంటే నీకోసం నువ్వు చెప్పింది మీ భార్య పేపరు ఏది రాస్తే అది ప్రింట్ చేసి నువ్వు ఓ నువ్వు సూపరు నువ్వు డూపరు నీకన్నా పెద్ద పోటుగాడు లేడని చెప్తే మాత్రం ఆ పేపర్లకి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటావు కానీ వాస్తవాలు రాసే మీడియా వాస్తవాలు జరిగిన జరిగినట్టు రాస్తే మీడియా నీకు ఎల్లో మీడియాగా కనిపిస్తుంది కాబట్టి ఇంకొక విషయం మీకు అందరికీ భలే గుర్తుంటుంది ఏంది చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో హిమాలయన్ వాటర్ బాటిల్ తాగుతున్నాడు ఏం water Himalayan water bottle I think అప్పుడు అది యాభై రూపాయలు అరవై రూపాయలు నాకు తెలిసి ఇప్పుడు ఏమన్నా ఒక ఐదు పది ఇన్ఫ్లేషన్తో ఒక పది రూపాయలు పెరిగి ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది ఆ రోజు మీ సాక్షి పేపర్లో మీ సాక్షి టీవీలో హిమాలయన్ వాటర్ దాతున్నాడు డెబ్బై రూపాయలు సీసా వాటర్ బాటిల్ దాతున్నారని గందరగోళం చేశారే గుర్తుందా మీకు పెద్ద పెద్ద ఫోటోలు ఆ వాటర్ బాటిల్ ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు ఆయన తాగుతున్నప్పుడు మీరు చూపించారే ఈరోజు మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి గురించి ఆయన తాగే నీళ్ల గురించి ఆయన వేసుకునే షూస్ గురించి ఆయన వేసుకునే కడ్రాయర్ గురించి మాత్రం నన్ను అడగబాకండి నాకు తెలీదు అది ఆయన వేసుకునే కడ్రాయర్ రేట్లు నాకు అబ్బా ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు అయ్యో నేను ఆయన కొంపకే బాల నా తెలియదు కట్రాయర్ సంగతి తెలియదు మిగతా విషయాలు కనిపించే విషయాలు చెప్తా ఆయన కట్రాయర్ సంగతి నాకు అడగబాకండి ఓకేనా కాబట్టి ఆయన తాగే సూపర్ డూపర్ వాటర్ బాటిల్ ఏదంటే ఆయన తాగే water bottle Aava sparkling water Aava company name is Aava ఎంత తెలుసా వెయ్యి రూపాయలు అనుకుంటున్నారా బాలేవాళ్ళ పిచ్చోళ్ళారా రెండు వేలా అయ్యో మూడు వేలా మీకేమైనా తిక్కుందా జగన్ అయ్యా సామె నాలుగు వేలు అనుకుంటున్నా అంత చీప్ వాటర్ బాటిల్ అడుపుడు తాగాలి మావిడ ఎంత తెలుసా ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో చూడండి ఇక్కడ డిస్కౌంట్ కూడా వేసున్నాడు five thousand four hundred and ninety nine Bata rate with sixty percent discount సరే ఈ బాటిల్ కొనాలనుకున్నా గూగుల్ చేశా ఆరు వేలు ఏడు వేలు చూపిస్తున్నది ఊరిడమ్మ బొడవ ఉద్రా సామె ఆరు వేలు పిప్పి మన్నీళ్ళు తెస్తే నా పెళ్ళం చెప్పుతో కొట్టదు ఇంటికి పోతే నా ఎలా ఇంట్లో సరిగ్గా సామాను కొడుకొనివో ఆరు వేలు పెట్టి వాటర్ బాటిల్ కావాలంటారా నీకని సరే ఈ కంపెనీ వాటర్ బాటిల్ ఇంకేమన్నా ఉన్నాయా అని చూస్తే ఇదొకటేదో కనిపించింది ఇవో ఇవో ఇవోకస్ అని ఇది చీప్ ఈ బాటిల్ ఆ కంపెనీలో ఇది చీపెస్ట్ బాటిల్ అతి తక్కువ ఇదే వెయ్యి రూపాయలు అనుకుంటా ఎనిమిది వందలు ఎనిమిది వందల వాటర్ బాటిల్ నుంచి నువ్వు ఆ కంపెనీలో తాగే ఆరు వేల రూపాయల కాస్ట్లీయెస్ట్ వాటర్ బాటిల్ ఇప్పుడు ఈరోజు నేను సాక్షి పేపర్ని ఈటీవీ ఐ మీన్ సాక్షి పేపర్ని సాక్షి టీవీని అడుగుతున్నా ఇది వేస్తారా వేస్తారా వాస్తవా కాదా ఇది మీ జగన్మోహన్ రెడ్డి తాగే నీళ్ళ కాదా మమ్మల్ని విమర్శిస్తారా మీరు డెబ్బై రూపాయలు ఎక్కడ ఆరు వేల రూపాయలు ఎక్కడ సరే అది పెట్టేసి పక్కన మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి వేసే షూస్ ఏదో తెలుసా తెలుసా మీకు ఎంత తెలుసా అవి షూస్ కాదయో శాండిల్స్ ఎంత అనుకుంటున్నారు లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మీ ముఖ్యమంత్రి మీ పేద ముఖ్యమంత్రి జీతం తీసుకొని ముఖ్యమంత్రి ఇళ్ళు లేని ముఖ్యమంత్రి పేపర్ లేని ముఖ్యమంత్రి అవినీతి చేయని ముఖ్యమంత్రి లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు బ్రాండ్ వచ్చి Berluti Berluti BRLUTI is the sandal brand from this is made out of crocodile skin ముసలి ముసలి ముసలి దీంట్లో చర్మంతో తయారు చేసే షూస్ ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన సందు పేరేందండి పులివెందుల్లో సందు ఎదుగింటి సంధిలో ఎడుగింటి ఎడుగింటి కదా ఎడు ఆ పేరు కూడా రాదు ఏపీఎస్ సందు ఆ ఇంటి పేరేంది అర్థమే కదా స్వామి అది ఆ ఎడుగుంటో ఎడుగుంటో ఏడుగుంటో నాకు తెలీదు ఆ ఎడుగుంటి సంధిలో కుళాయి నీళ్లు తాగేదాని నుంచి చిన్నప్పుడు చిన్నప్పుడు పాతకాలం ఇప్పుడు నువ్వు బాగా పైసలు ఉన్నాయి వదిలే అప్పుడు అప్పుడు గోష గోష కట్టుకొని తిరిగాం కదా చిన్నప్పుడు చిన్నప్పుడు అప్పుడు ఏం లేవు కదా మన దగ్గర అక్కడ కుళాయి నీళ్లు తాగే స్టేజ్ నుంచి ఈరోజు ఆరు వేల రూపాయల సీసా నీళ్ల బాటిల్ ఎదిగేదానికి ఎదిగే స్థాయికి నువ్వు ఎదిగావంటే నువ్వు సూపరా కాదా అంటున్నా నువ్వు సూపరా కాదా ఇంకో విషయం ఆ రోజు లబ్బర్ చెప్పులు గుర్తుండే నీకు లబ్బర్ చెప్పులా ఈ జనరేషన్ మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్ చేయండి లబ్బర్ చెప్పులు అంటాం యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ముప్పై రూపాయలకి లబ్బర్ చెప్పులు వచ్చేది లబ్బర్ చెప్పుల నుంచి లక్షా ముప్పై నాలుగు వేల రూపాయల శాండిల్స్ కొనే స్టేజ్కి ఎదిగావంటే నువ్వు మామూలోడివే అని అడుగుతున్నా సరే అసలు స్టోరీకి వస్తాం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి సంపాదించాడు ఒక చదువురాని సన్యాసి పదో క్లాస్ ఫెయిల్ ఇప్పుడు వంద సార్లు చెప్పా ఇడు కూర్చొని మన ముఖ్యమంత్రి పదో క్లాస్ ఫెయిల్ అని లేదు ఇదిగో నా సర్టిఫికేట్ పాస్ అయ్యా పదో క్లాస్ నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా మూడు సంవత్సరాల తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క సబ్జెక్టు కష్టపడి చదివానన్నా చెప్పొచ్చు కదా సరే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఓటు నమోదు చేసుకోలే ఎందుకు ఓటు నమోదు చేసుకోలే మనం టెన్త్ క్లాస్ ఫెయిల్ కాబట్టి గ్రాడ్యుయేట్లో ఓటేయకూడదు కాబట్టి ఓటు నమోదు చేసుకోవాలా YSR YS Rajasekhar Reddy the late YS Rajasekhar Reddy నాకు ఆయనంటే చాలా ఇష్టం నేను ఎన్ని మా పార్టీ ఆఫీస్లో కూర్చొని కూడా చెప్తా ఆ విషయం gentlemen two thousand four Rajasekhar Reddy ముఖ్యమంత్రి అయినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా తెలుసా కోటి డెబ్బై నాలుగు లక్షలు ఎంత కోటి డెబ్బై నాలుగు లక్షలు రెండు వేల నాలుగులో ఆయన ఐటీ రిటర్న్స్ ప్రకారం ఆయన డిక్లేర్ చేసిన ఇన్కమ్ కోటి డెబ్బై నాలుగు కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయల ఆస్తి రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ఎఫిడవిట్లో డెబ్బై ఏడు కోట్లకు వెళ్ళిపోయింది అందుకే టు ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో కోటి డెబ్బై నాలుగు కోటి కోటి డెబ్బై నాలుగు లక్షల నుంచి డెబ్బై ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి మన జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఐదేళ్లలో పెంచాడు మంచిదే సేద్యం చేశాడో సేద్యం చేశాడు ఏ వ్యాపారం చేశాడో దేవుడికే తెలుసు సరే అది కూడా బాగానే ఉందబ్బా టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ ఎఫిడవిట్లో టూ థౌజండ్ లెవెన్ అంటే రెండేళ్ళు తొమ్మిది ఆయనకు అర్థం కాదు కదా చదువుకోలేదు తొమ్మిది పది పదకొండు అంటే రెండు వేల పదకొండుకి బై ఎలక్షన్స్లో రెండేళ్లలో బై ఎలక్షన్స్లో నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఎలక్షన్ ఎఫిడవిట్లో చూపించావు ఎక్కడి నుంచి డెబ్బై ఏడు కోట్ల నుంచి రెండు సంవత్సరాల్లో ఏమన్నా బంగారు గని ఏమన్నా దొరికిందా జగన్ డైమండ్స్ ఏమన్నా ఎడుగుంటి సంధిలో మీ ఇంట్లో బాయి దొవత ఏమన్నా డైమండ్స్ ఏమన్నా దొరికినాయా అని అడుగుతున్నాం ఎట్ట పెరిగింది రెండు సంవత్సరాల్లో అంత ఆస్తి అని మేము అడుగుతున్నాం ఈ నేను చెప్పే లెక్కలు కాదు నీ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లెక్కలు నువ్వు ఎలక్షన్ కమిషన్కి నువ్వు ఇచ్చిన ఎఫిడవిట్లు నేను కోట్ చేస్తున్నాను తప్పితే ఇంక వేరేది ఏం లేదు ఏం నా లెక్కలు కాదు నాకు తెలియదు నువ్వు ఎంత సంపాదించు సరే టూ థౌజండ్ ఫోర్టీన్ నాలుగు వందల పదమూడు కోట్లు టూ థౌజండ్ నైన్టీన్ కరెక్ట్గా ఐదేళ్లకి ఐదు వందల పది కోట్లకి నువ్వు వెళ్ళి ఒఫిషియల్గా ఈ రా ఈ దేశానికి richest chief minister richest chief minister సంపన్నుడు అందరికన్నా ఎక్కువ సంపన్నుడు అని నిరూపించుకొని మీకు ఆ బిరుదు వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నాను టూ థౌజండ్ ఫోర్ కోటి డెబ్బై నాలుగు లక్షల నుంచి two thousand nineteen affidavit five hundred and ten crores ఐదు వందల పది కోట్ల రూపాయలు వాట్ ఎ డ్రమాటిక్ రైజ్ ఒక గ్రాఫ్ మనం స్టాటిస్టిక్స్ గ్రాఫ్ తీస్తే మామూలుగా గ్రాఫ్లు ఇట్టి ఇట్టుంటాయి ఈడు గ్రాఫ్ మాత్రం మావాడిది ఇట్టుంటుంది అది అట్టుంటుంది గ్రాఫా స్టాటిస్టిక్స్లో ఎక్కడైనా ఇట్టుండే గ్రాఫ్ చూసారు మీరా ఇట్టుంటుంది గ్రాఫ్ మావాడి గ్రాఫ్ ఇట్టుంటుంది వాస్తవంగా కొన్ని కొన్ని నల్లదనం డిక్లేర్ చేయాలి లేకపోతే ఇట్టొచ్చేసేది గ్రాఫ్ ఇట్టొచ్చేసేది ఇట్టుండాల్సింది అంటే ఎక్కువైపోయి తూలిపోయేది ఈ సైడ్కి సో నేనేమంటానంటే ఇళ్ళు లేదు ఎవడు ఈ కొంపల ఈ కొంపలు ఎవరి ఓ టీవాయా సరిగ్గా ఇళ్ళు కూడా లేదు నాక ఈ కొంపలన్నీ నీ కాదా నీ కాకపోతే నాకి అనాథాశ్రయం అన్నా పెడతాను ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడతాను పది మందికి నీ పేరు చెప్తాను ఎడుగుంటి ఎడుగుంటి అడుగుంటి వాటెవర్ సందు వైఎస్ వాళ్ళు పెట్టిన అనాథాశ్రమం అని పెడతాం ఈ ఇళ్ళు నీవి కాదని చెబితే ఈ ఇళ్ళు మేము పోయి ఆక్యుపై చేసుకోవచ్చా అనాథాశ్రమాలు ఆశ్రమాలు పెట్టొచ్చా చెప్పాలా ఇంత ఆస్తి పెట్టుకొని నాకు ఇల్లు లేదంటాడు కానీ దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నా కుటుంబం లేదని మాత్రం అనబాకు నీకు దండం పెడతా మా అక్కకు అన్యాయం చేయబాకరా నాయన స్వామి నీకు దండం పెడతా ప్లీజ్ నువ్వు పొరపాటున అలవాటు ప్రకారం నా కుటుంబం కూడా లేదన్నావు అనుకో మా అక్క అన్యాయం అయిపోద్ది వద్దొద్దు అది ఒకటి గుర్తుపెట్టుకో అని కూడా మనవి చేస్తున్నా మనోడు వేసుకునే మనోడు రాసే పెన్ను మన ముఖ్యమంత్రి రాసే పెన్ను ఏంటంటే మాంట్ బ్లాంక్ పదో క్లాస్ ఫెయిల్ ఎందుకు లక్ష రూపాయలు పెన్ మీక ఎందుకు లక్ష రూపాయలు పెన్ను పదో క్లాస్ ఫెయిల్ అది ఏమి నేను నా బాపట్లో చూసా మీటింగ్లో ఏ పేపర్ చూసుకుని ఐదేళ్ళు అయింది ముఖ్యమంత్రి ఒక పదివేలు మీటింగులు మాట్లాడు ఇంకా కూడా పేపర్ చూడాలా ఇంకా కూడా నీ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవా విడాకులు విడాకులు పెళ్ళి పెళ్ళి సంసారం సంసారం అది తెప్పితే విడాకులు అనే పదాన్ని విడాకులు అనే పదాన్ని నిన్న బాపట్లలో ఏ యాభై సార్లు మాట్లాడాడు అక్క నువ్వు జాగ్రత్త ఊరుకూరికే విడాకులు విడాకులు అంటున్నాడు నువ్వు టైట్ చేయని కూడా నేను మనవి చేస్తున్నా మా అక్కకి ఎందుకంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం షీజ్ అ ట్రూ క్రిస్టియన్ ఇతనిలాగా కాదు మా అక్క ట్రూ క్రిస్టియన్ ఇతను దొంగ అని కూడా నేను మనవి చేస్తున్నా ఇంటిని పోతే క్రిస్టియను ఇంటి బయటకు వస్తే హిందూ జనాల కోసం ఓట్ల కోసం సో ఇవన్నీ పెట్టుకొని ఛాలెంజ్లు నీకు దమ్ముందా నువ్వు నిరూపిస్తావా వద్దబ్బా నీ మనస్సాక్షికి నువ్వు నిరూపించుకో చాలు మాకేం అవసరంలే ఒక eight months you're going home baby back to Hyderabad Lotus Pond YS Lotus పాండ్కి నువ్వు ఎనిమిది నెలల్లో వెళ్ళిపోతున్నావు పర్మనెంట్గా మళ్ళీ నిన్ను ప్రజలు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకొని వచ్చే పరిస్థితి రానిచ్చే ప్రసక్తి కూడా లేదు నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో నువ్వు నిన్న మీటింగ్లో మాట్లాడిన విషయాలు నిజమా కాదా నీ మనస్సాక్షి నీకు చెప్పద్ది నువ్వు బాపట్ల మీటింగ్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం అబద్ధం ఏందా ఒకటి గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏమీ గుర్తురాదంట పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మేం పెట్టిన పథకాలు నువ్వు పేరు మార్చిన రీప్యాకేజ్ స్టార్ కాదా మేం పెట్టిన పథకాలు వైఎస్ జగనన్న గోరుముద్ద జగనన్న డైపర్ కార్యక్రమాలు ఏందిదా మేం పెట్టిన పథకాలకి నువ్వు పేర్లు మన్నీ మార్చేసి ఈ నేను తెచ్చానంటే నమ్మేస్తారనుకున్నావా జనాలు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజలారా ఇతను మాట్లాడే మాటలు ఇతను మైకుల్లో చెప్పే విషయాలు స్టేజ్ మీద మాట్లాడే కూడా ఇతనికి ఏమీ తెలియదు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆ ఐపాక్ టీం రాసిచ్చిందంతా కూడా వంట బట్టి మీకు ఒక విషయం తెలుసా మీటింగ్కి మీటింగ్కి ఇరవై రోజులు ఎందుకు తీసుకుంటాడు తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చూడండి ఒక మీటింగ్కి ఒక మీటింగ్కి ఇరవై రోజులు ఉంటుంది ఆ ఇరవై రోజులు ఒక అయ్యోరు ఒక బెత్తం పట్టుకొని చెప్పిందే చెప్పి నేర్పించిందే నేర్పించి అంత నేర్పించినా కూడా వంద తప్పులు మాట్లాడతాడు సో మా బాబుగారి మీద బాబుగారు కుటుంబం మీద సాక్షి పేపరు సాక్షి టీవీ చేసిన విష ప్రచారాన్ని సాక్షి పేపర్ సాక్షి టీవీ చేసిన విష ప్రచారానికి ఈరోజు వైఎస్ భారతి గారు క్షమాపణ చెప్పాలి లేదా నేను క్షమాపణ చెప్పను నీ మొగుడు వాడే షూస్ గురించి నీ మొగుడు తాగే నీళ్ల గురించి నీ మొగుడు రాసే పెన్ను గురించి నీ మొగుడు వేసుకునే షర్టు గురించి అండర్వేర్ వద్దులేండి మనకి మీ మొగుడు వేసుకునే షర్టు గురించి దాని రేట్ల గురించి ఆ బ్రాండ్ల గురించి కూడా మీరు మీ పేపర్లో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఎనీ క్వశ్చన్స్ ఆయన కాదంటే నాకు ఇచ్చిమ్మనండి పులివందల కొంప ఆయనదేనా కరెక్టా పులివందల ఫోటో పెట్టాము హైదరాబాద్ లోటస్ పాండ్ రాజశేఖర్ రెడ్డి వాళ్లే ఉండేది బెంగళూరులో తాడేపల్లి ఇల్లు అతనిది కాదు అది సారీ తాడేపల్లి హౌస్ అతనిది కాదు అతనికి తెలియదు ఎవరు ఆయన పోతా ఉండాడు ఓదార్పు యాత్రలో ఆ ఇల్లు కనిపించింది అరే అరే అరే ఖాళీగా ఉందని పోయి కూర్చున్నట్టున్నాడు ఆయనది తాడేపల్లి హౌస్ ఆయనది కాదు బెంగళూరు కొంపై అలంకాలో ఆయనదే కడపలో ఇల్లు ఉంది కదా మన అదేంది గార్డెన్స్ ఇడుపులపాయి ఇడుపులపాయి ఋషికొండలో కొత్తగా కట్టిస్తున్నాం కదా అఫ్కోర్స్ ఆయన ఎట్టా జాయిన్ గాడ్లేండి ఆయన ఈ లోపల వెళ్ళిపోతాడు సో ఇప్పుడు బ్లేటెంట్గా నేనేమంటానంటే పచ్చి అబద్ధం నీకు ఇన్ని కంపలు పెట్టుకొని అంటే ఐదు వందల నలభై నాలుగు ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు డిక్లేర్ చేసిన వాడి కొంపు ఉంటుందండి కొంపు ఉంటుందా ఉంటుందా నాకు ఇల్లు లేదు పేపర్ నాది కాదు మాకు ఇచ్చిమనండి ఆనం కుటుంబం మా కుటుంబం ఎనభై ఏళ్ల రాజకీయాల్లో ఏం సంపాదించామండి ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం ప్రతి ఎలక్షన్కి రెండు మూడు ఎకరాలు అమ్ముకుంటా వచ్చాం వీళ్ళు మాత్రం ఎలక్షన్ ఎలక్షన్కి ఒక వెయ్యి కోట్లు వెయ్యిని ఐదు వందల కోట్లు పెంచుకుంటా పోయారు that is the difference between YS family and Anam family ఈరోజు మేము గొప్పగా గర్వంగా చెప్తాం మా దగ్గర ఏం లేవు మా దగ్గర ఏం డబ్బులు లేవు ప్రజల్లో గౌరవం ఉంది నీతి నిజాయితీగా ఉండేం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు so that is the Jagan story next ఎన్నెన్ని పెడతామండి ఇంకా సీక్రెట్గా ఎన్నిళ్ళు అప్పుడు స్విట్జర్లాండ్లో కూడా ఏమైనా ఇల్లు గిల్లు కట్టుంటారు ఈ నవర సి జగన్ నవరత్నాలు యా జగన్ నవరత్నాలు ఈ ఇళ్ళు ఇసక ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎవరు పాటికి వాడు ఒకే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఇళ్ళు చక్కదిద్దుకుంటున్నారు పరీతమైన కరప్షన్ అయిపోయింది మళ్ళీ గెలుస్తామో లేదో అనే ఆ భయం పట్టుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు వేత్సల విడిగా ఈరోజు గడప గడపకి ఎవరు పోవటంలా ఎవరు పోతున్నారు గడప గడపకి స్టిక్కర్లు ఎవరంటే ఇచ్చారండి స్టిక్కర్లు ఎవరంటే ఇచ్చారు ఆమె వేసుకోవచ్చింది రోజాకు బ్యాగు టింగ టింగ టింగ అనేది మూడు స్టిక్కర్లు అంటించింది వాళ్ళు చూసింది ఆడ పరిస్థితి వారిని అమ్మ వద్ర సావేడ మనం ఉంటే తడుముకుంటారా అని పరుగో పరుగో అవతల వాలంటీర్లు కదా మీరు ఫస్ట్ డే స్టిక్కర్ ప్రోగ్రాం అప్పుడు చూసారా అందరు బ్యాగులు తగిల్చుకొని నవ్వుకుంటా మా భవిష్యత్తు మా భవిష్యత్తు అంటా పోయారు ఏమైంది అవతల రెండో రోజు మూడో రోజు నుంచి ఎవరన్నా కనిపించారా మీడియాలో ఎవరన్నా కనిపించారా స్టిక్కర్లు అంటిస్తా ఎందుకంటే ఇలా తరుముకుంటున్నారు కాబట్టి పోండ్రా మీరు వద్దు మీ భవిష్యత్తు వద్దు అని ఇంకొకటి కూడా ఆ స్టిక్కర్లు తిరుమలలో అంటించడం ఎంత తప్పు అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి మనమంతా పోతాం స్వామి నువ్వే మా భవిష్యత్తు అంటాం వెంకటేశ్వర స్వామి ఏమనాలా జగనన్నే నా భవిష్యత్తు ఎందుకంటే ఆయన గుడి చుట్టూ ఇదే స్టిక్కర్లు వేసి ఉంటారు జగన్ తిరుమలలో స్లేవచ్చా ఆ దా వెంకటేశ్వర స్వామి మన దైవం మన ఇంటి ఇలవెల్ పైన ఎంత తప్పండి ఒక గుడిలో తిరుమలలో ప్రపంచం నుంచి వచ్చే భక్తులు వస్తారు ఆడ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేస్తే యాక్షన్ కూడా తీసుకోరా తీసుకోరని అడుగుతున్నా గంగమ్మ జాతరలో జే గన్ అంట ఏందా ఇది ఏమన్నా స్లోగా మా విగ్రహాలు తీసేసి ఇతని విగ్రహం పెట్టేస్తారా పూజకి తప్పు కదా ఎంత తప్పది అసలు పాలిటిక్స్కి రిలీజన్కి ఏం సంబంధం మీరు ఎట్ట కలుపుతారు ఇప్పుడన్నా మారండి మారండి ఆ దేవుడు కన్ను తెరిచాడంటే నాశనం అయిపోతారు చెప్తున్నా నాశనం వెంకటేశ్వర స్వామి కన్ను తెరిస్తే ఎవరైనా అవుట్ బస్వం అయిపోతారని కూడా నేను మనవి చేస్తున్నా శుభనా నువ్వు కొంచెం భక్తి ఉందనుకుంటున్నా ధర్మారెడ్డి జాగ్రత్త కన్ను తెరిసే టైం దగ్గరొచ్చింది ఆయన తెరవడు చాలా మంచితనం చాలా ఓపిక చాలా సహనం వెంకటేశ్వర స్వామికి రే ఇడు మారుతాడ్రా ఒరే ఇడు మారుతాడ్రా అనుకుంటుంటాడు ఎప్పుడు ఆయన కోపం వచ్చిందో మీరందరూ అయిపోతారని కూడా మనవి చేస్తున్నా దయచేసి తిరుమలలో రాజకీయాలు వద్దు అక్కడ వెంకటేశ్వర స్వామే మనకి ముద్దు అని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ నిన్న కదా అవి నెల్లూరులో ఒక పార్కే కాదు ఓపెన్గా నేను చెప్తుండా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి లేఅవుట్ మీద నెల్లూరు నూడాలో ఉండే ప్రతి లేఅవుట్ మీద మేము హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేస్తాం టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా చేసి వంద చాలా చాలా ఈ సర్వేల్లో సర్వేల్లో అంతా గందరగోళం చేసి అవన్నీ వెనక్కి తీసి అవన్నీ పేదలకి పంచుతాం అది మా వాగ్దానం వదిలే ప్రసక్తే లేదు ఓకే ఈ ఎనిమిది నెలలు నేను ఇప్పుడే అన్నాను కదా ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారని ఇదే పనుల్లో ఉన్నారు వైసీపీ నాయకులు ఏ ఒక ఎనిమిది నెలలు వచ్చేస్తాంగా అన్నీ తీసి అన్ని గవర్నమెంట్ భూములు ఏ ఏ ఉన్నాయో అన్నీ వెనక్కి తీసి మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పి పేదలకు పంచేదానికి పూనుకుంటాం